వీళ్ళ మొదటి సినిమా చూసినప్పటి నుంచి మనం వీళ్ళనే చూస్తున్నాం వీళ్ళ గురించే కళలు కంటున్నాం వీళ్ళనే ప్రేమిస్తున్నాం ఈ పాటికి అర్థమైపోయింది కదా నేను ఇలా ఎందుకు చెప్తున్నాను so today I have the Tollywood latest heartthrobs ఇద్దరు కూడా Panja Vaishnav Tej and Ketika Sharma and the creator of Rangaranga Vaibhavanga Girish Aiyya గారు ఈజ్ విత్ మీ రైట్ నా హలో అండి ఎలా ఉన్నారు ఒక్కరికి కూడా మూడు హాయిలు <laughs> సో ఎలా అనిపిస్తోంది చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్కల్ రిలీజ్ అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ అదే ఎక్సైట్మెంట్ ఆడియన్స్ నుంచి రావాలని కోరుకుంటున్నాను అండ్ అందరూ చాలా పంపు తప్పుకోను ఎందుకు కెమెరాలు ఆన్ అవ్వగానే ఇలా సైలెంట్ అయిపోవాలనిపిస్తుందా లేదంటే ఏంటి మీ ప్రాబ్లం తెలియకుండా అయిపోద్దండి తెలియకుండా అయిపోద్ది కానీ ఒక్కసారి మేము తెర మీద చూస్తే మాత్రం బ్లాస్ట్ లాగా చేసేస్తున్నారు ఇలా మాట్లాడాలంటే ఎందుకు ఇలా అయిపోతుంది ఆడు వేరేవాడు ఇది వైష్ణవ అది <laughs> <laughs> as we as we commence in the comments. Yeah, as we move forward in this interview, uh -huh. you will realize that there is not much difference between Rishi and Rishi. Vaishnav. There is not difference. There's, there's not much. Look at him. So look at you. yeah, uh, yeah, he's fetching for compliments. Huh? I, am not, I'm, not, I'm not saying it in a complimenting way. Why, okay. Why sir ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి ఎవరితో ఒకరితో వర్క్ చేయాలని ఈయనను చూస్ చేసుకోవడం జరిగిందా ఆ పిచ్చితోనా లేదంటే మీ కథకి సెట్ అయ్యారు కాబట్టి చూస్ చేసుకోవడం జరిగిందా లేదు నాకు మామూలుగా చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ అది అందరికీ చాలామంది చెప్తా ఉంటా సో నా తెలుగులో నా first debut mega family hero Vaishnav గారితో పాడడం అన్నది నిజంగా నా అదృష్టం అది అది గాడ్స్ గిఫ్ట్ అది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం మా ఊరు ఆంజనేయ సొంత చెప్పి దేవుడు ఉన్నాడని చెప్పి <laughs> కాకపోతే నా ఆదిత్యవర్మ సినిమా చేసేటప్పుడు ఒకసారి నేను వైష్ణవ్ గారిని చూసాను హైదరాబాద్లో ఒక చిన్న పార్టీ ఫంక్షన్లో చూశాను చూసినప్పుడు నాకు అనుకున్నా నా కథకి అతను భలే యాప్ట్ అవుతారు అని చెప్పి నాకు అనిపించింది అప్పుడు ఇంకా ఓపెన్ జస్ట్ ఓపెన్ అయినట్టుంది అంతే అప్పటికి సెప్టెంబర్ మంత్ అది టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో సో అప్పుడు నేను ఒక కామన్ ఫ్రెండ్ కౌశిక్ త్రూ నేను వైష్ణవ్ గారిని అప్రోచ్ అయ్యాను తర్వాత ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరిలో నేను స్టోరీ చెప్పాను అప్పటికి ఇంకా మన పాండమిక్ రాలే ఏప్రిల్లో ఉప్పున రిలీజ్ అవ్వబోతుంది అప్పుడు సో అప్పుడు చెప్పినప్పుడు బాగుంది అన్నారు hmm. తర్వాత ఇంకా పాండమిక్ వన్ ఇయర్ అలా గడిచిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టచ్లోకి వెళ్ళాను అంటే నేను కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం అది అడిగారు ఈ స్టోరీకి నన్నే ఎందుకు అనుకుంటున్నారు మీరు అని చెప్పి అడిగితే అన్న అంటే ఈ MBBS final year correct age group నాకు ఈ ఏజ్ గ్రూప్ కరెక్ట్గా ఉంటుంది వైష్ణవ ఇంకా వేరే వాళ్ళు అయితే మళ్ళీ నేను అటు ఇటు అటు ఇటు ఇలా చేంజ్ చేసుకో సో ఇంకా ఆ ప్రాబ్లం లేదు ఆ ఏజ్ గ్రూప్ కరెక్ట్గా ఉంటుంది ఆ క్యారెక్టర్లో తను ఇమిడిపోతాడు అనిపించింది అంతే అండ్ చెప్పినప్పుడు కూడా నేను అదే ఫీల్ అంటే అతను చూస్తూ చెప్పినప్పుడు నాకు ప్రతి సీన్ చెప్తుంటే నాకు ఆయనే కనిపిస్తున్నారు ఇంకా సో అలా అయిపోయింది తర్వాత కూడా నేను స్టోరీ చెప్పిన తర్వాత కూడా ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ రెగ్యులర్గా స్టోరీ విషయంలో మీట్ అవుతుండేవాను వైష్ణవ్ గారిని అప్పుడు కూడా అంతే సార్ ఈ సీన్ అయితే మనం ఎలా చేద్దాం ఈ సీన్ ఎలా చేద్దాం ఎక్కడ ఎనర్జీ ఎలా ఉండాలి ఎక్కడ ఎనర్జీ ఎలా ఉండాలి ఇదే డిస్కషన్ ఇంకా అంతా అంటే మీకు కథ చెప్పేశాక తెలుసా ఈయన అంటే మీ ఫ్యామిలీ అందరికి ఇంత డైహార్ట్ ఫ్యాన్ అని చెప్పి సో లేదు కథ ముందే ఫస్ట్ చెప్పారు like generally when you talking కథ స్టార్ట్ అయ్యే ముందు నరేష్ ముందు చెప్పారు హ్యూజ్ ఫ్యాన్ అండి చిరంజీవి గారిది లేదా పవన్ కళ్యాణ్ గారిది పెద్ద ఫ్యాన్ అని జనరల్గా స్టార్ట్ చేసి చెప్పారు and over the whole journey అప్పుడు కూడా ఆయన చెప్తూ ఉండేవారు ఏమో మేము చిన్నప్పుడు ఇలా చేసేవాడిని చిరంజీవి నాకు చెప్తూ ఉన్నారు కదా off camera that how how ఈ సచ్ బిగ్ ఫ్యాన్ చిరంజీవి గారు సేమ్ వే అలా చెప్పి అలా తెలుసుకున్నాను నేను ఓకే అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటున్నాను అంటే మా ఊర్లో అంటే నా నా స్కూల్ అంతా కూడా మాది హై స్కూల్ ఇది చదివేటప్పుడు మా ఊర్లో మాది వెస్ట్ గోదావరిలో నౌడూరు అని ఒక విలేజ్ అండి అప్పట్లో వీధి సినిమాలు వేస్తూ ఉండేవారు సో దొంగ మొగుడు అని ఒక సినిమా పడినప్పుడు అంటే ఒక కాన్సెప్ట్ ఉండేది మాకు మా మాకు మా పిల్లల బ్యాచ్ అందరికి ఏంటంటే చిరంజీవి గారు సినిమా పడితే ఆ రోజు ఊళ్ళో ఏ చెట్టుకి పూలు ఉండకూడదు నేను కోసుకొచ్చి మూటలో పెట్టేసేవాళ్ళం అవి అవి తీసి కొట్టడమే పని మాకు సో దొంగ మొగుడు సినిమాలో యాక్చువల్లీ డ్యూయల్ రోల్ అయినా సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వేరే చిరంజీవి గారు వస్తారు గుర్ర మీద ఒక చిరంజీవి గారు అంటే ఇప్పుడు భానుప్రియకి పేరు ఎవరు అన్నప్పుడు గుర్ర మీద ఒక చిరంజీవి గారు వస్తారు సినిమా అంతా అయిపోయింది కదా అని చెప్పి అక్కడ ఆపేశాడు ప్రొజెక్షన్ వాడు మాకు పూలు వేస్ట్ అయిపోయినాయి కొన్ని అసలు వాడితో మళ్ళీ ప్రొజెక్షన్ వేయించి ఆ పువ్వులు కొట్టి వెళ్ళి పడుకున్నాం అంత పిచ్చి అనమాట ఇంకా సో ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం <laughs> మీకు బాగా తెలుగు అర్థం అవుతుందని మాకు తెలుసు N- I mean, I, I understand some some. Huh? <laughs> अभी तो बोले ना सब कुछ समझ में आएगा मुझे हाँ like काफी Okay. काफी समझ में आ रहा है ఓకే ఓకే సో ఇంతకుముందు వర్క్ చేసిన ఆ ఇద్దరు స్టార్స్తో అండ్ ఇప్పుడు పంజాబ్ వైష్ణవ్ తేజ్తో వర్క్ చేశారు సో ఏం డిఫరెన్స్ గమనించారు ఈయనలో <laughs> so excited for this answer. Close చేసుకోరా please <laughs> Oh my god. Already పెట్టేశారు సార్ Well, um, oh क्या difference था इसके <laughs> साथ इसके साथ काम करना है uh, well the difference was that <clears throat> um, I think I think you can see uh, we we we literally I think I think the comfort zone is like I think my first film was with um, आकाश जो मेरे से actually छोटा है एज में um, and uh, we get along well. We we very sweet. And then the second one was uh, with Naga Shaurya Garu, who's quite elder to me, and uh, it was very professional with him. But we're like same age, and we we get along uh, like you know bread and butter. <laughs> So so like Tom and Jerry like like Naveen and more like ఇలా క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి రాధారిషి క్యారెక్టర్ సినిమాలో సో ఎప్పుడు ఆ టిట్ ఫర్ టాట్ చేసుకోవడం కొట్టుకోవడం దానివల్ల వీళ్ళ కెమిస్ట్రీ అంటే ఆన్ స్క్రీన్ వెళ్ళి ఎలా ఉందో తర్వాత షార్ట్ కట్ అయిన తర్వాత కూడా వీళ్ళు అలాగే లొకేషన్ అలా జోవెల్గానే ఉండే అలా హైపర్గా ఉండేది నేను కొంచెం సైలెంట్గా ఉండేవాడిని మీరు కెమెరా ఆన్ చేస్తే అలా అవుతున్నారు ఆఫ్ ద కెమెరా ఏం కాదు మీరు మామూలు ఏం కాదు అనిపించింది నాకు ఇప్పటికిప్పుడు off camera different I'm not no That's what I'm telling everyone. everyone in the interviews, I have been telling you all. ये डिफरेंट है ऑफ कैमरा और इसकी रियलिटी में निकाल के रहूंगे या we are back to the cut చేసిన తర్వాత नो कट तुम्हारी अभी रियलिटी निकलेगी ऑलरेडी तो निकल गई है सही ना నిఖిల్ గయి క్యా Nikhil okay and coming to the title అండి రంగరంగ వైభవంగా అంటే ఇలాంటి ఒక స్టోరీకి అంత లెంతీగా అంత ట్రెడిషనల్ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఏదైనా అనుకున్నారా లేదంటే యాక్చువల్లీ సినిమాకి ఏ పేరు పెట్టాలి అని చెప్పి చాలా పేర్లు అనుకున్నాం మేము ఇదంతా తీసి పక్క పెడితే అసలు ఫస్ట్ ఒకనొక టైం అంటే ఈ ప్రొడక్షన్ హౌస్కి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత చాలా టైటిల్స్ అనుకున్నాం కానీ దానికి బిఫోరే ఈ రంగరంగ వైభవంగా నా టైటిల్ ఫిక్స్ అయ్యాం ఫస్ట్ అంటే కథ చెప్పేటప్పుడు నేను ఎప్పుడూ ఒక లైన్ చెప్తానండి ఫస్ట్ ఆ లైన్ చెప్పి నేను కథ స్టార్ట్ చేస్తాను ఈగోస్ లేని ఏ ఏ రిలేషన్షిప్ అయినా రంగరంగ వైభవంగా ఉండాలి అన్నది మా కథ అంటే సింగిల్ లైన్లో నా కథ మొత్తం అలా వస్తుంది అనమాట సో యాక్చువల్లీ ఈ థాట్ నాకు ఇచ్చింది అయితే కనుక నా ఫ్రెండ్ నందు అండి నేను నందుకు ఒకసారి స్టోరీ గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వాడు చెప్పాడు నాకు ఒరే నీ సినిమాకి రంగరంగ వైభవంగా టైటిల్ ఎదిరిపోతుందిరా అన్నాడు మరి ఎలా చెప్పేవరా అంటే ఒకసారి నువ్వు ఆలోచించరా ఆ నైట్ నాకు అనిపించింది ఈగోస్ లేని ఏ రిలేషన్షిప్ అయినా రంగరంగ వైభవం ఇదో సెలబ్రేషన్ కదా భలే ఉంది టైటిల్ మన దానికి యాప్ట్ అని అనిపించింది తను ఇప్పుడు వినరోభాగ్యం విష్ణు కథ మూవీ చేస్తున్నాడు అండి తన గీత ఆర్ట్స్లో కృష్ దగ్గర కూడా ఎంటర్ చేస్తారు తను ఇచ్చాడు ఈ టైటిల్ చెప్పాలి so credit goes to Nandu okay nice అండి అండ్ ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు కథ నరేట్ చేసినప్పుడు అంటే మీరు ఏం చూస్తారు బేసిక్ గా కథలో ఏం చూసి పిక్ చేసుకుంటారు <clears throat> అంటే జనంగా నేను ఆడియన్స్లో వింటాను కాబట్టి ఒక ఆడియన్గా నేను ఎక్సైట్ అయ్యాను కథ వినేటప్పుడు అండ్ దీంట్లో అన్నీ ఉన్నాయనిపించింది అది నా గా నేను గా ఎక్సైట్ అయ్యాను గా బాగుంది అనిపించింది నాకు అండ్ ఇలాంటి కథలు చాలా లేదు అనిపించింది family entertainer like used to see Ninne Pelladata కానీ లేదా ఖుషి కానీ ఇట్స్ బీన్ వెరీ లాంగ్ మధ్యలో వచ్చే వేరే వేరే సినిమా బట్ వీ చైన్ ఇప్పుడు కొన్ని ట్రెండ్ మారింది అంటే we coming new age film new age love stories కానీ new age I thought is something very nice family ఇదితో ఎంటర్టైన్మెంట్తో సాంగ్స్తో నాకు బాగా నచ్చింది ఐడియా అండ్ నేను జెన్యున్గా వినేటప్పుడు బాగా ఎక్సైట్ అయ్యా బాగుందిరా కథ అనిపించింది అండ్ అదే అది కూడా ఆడియన్స్ ఫీల్ అవుతారని అనుకుంటున్నా so let's see I felt and నాకు తెలిసి ఈ రాధ అన్న క్యారెక్టర్ మాక్సిమం ఈ తిన రియల్ క్యారెక్టర్ కొంచెం టచ్లో ఉంటుందేమో చాలా క్లోజ్లో ఉంటుంది is it? Is it? It's not. I don't think so. It's I very close, I no? Don't, I don't think that I don't think I don't think I'm too similar కొద్దిగా టెన్ కొంచెం కొంచెం I feel like percent no I I feel like how how we are in person and how we are on the movie like like in the movie we we we we do have a. Uh, like he, he troubles me a lot. Rishi troubles Radha a lot. So yeah, that does that's similar to real That is life similar, because but he in troubles real me a life- lot. She's she's a giver. I feel Radha is very giving when it comes to her character, and I think that that's similar in Radha and me. Okay real లైఫ్లో కూడా మీరు అలా मैं बहुत गिविंग हूँ क्या क्या प्यार पूरे दिल से देती हूँ पूरे दिल से मैं यू नो जो भी करती हूँ यू नो दिल से फुल करते हार्ट हो। से आई आई आई I involve my heart in everything I do okay వెళ్ళేటప్పుడు మీ ఇయర్ రింగ్స్ ఇచ్చేసి వెళ్ళండి నాకు నచ్చాయి ఓకేనా ఇక్కడ వెయిట్ పెట్టుకోవచ్చు shoulder <laughs> <laughs> you're putting me in the spot. what is she saying? Can you please not trouble me, Vaishnav? She saying she wants your earrings You want my earrings? I'm gonna give it to you. ये इंटरव्यू होने खत्म होने के बाद आप दे दो मुझे अरे मैं दे दूंगी आपको यार. It's gonna look so pretty on you. What you okay and first అంటే ఫస్ట్ డే సెట్స్కి వచ్చినప్పుడు వీళ్ళు అంటే మ్, మన మైండ్ సెట్కి మనం ఏమనుకుంటాం క్యారెక్టర్స్ అంటే వీళ్ళు ఎలా ఉంటారు మనకు మోల్డ్ అవుతారా లేదా సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా అండి ఏంటి అస్సలు లేదు అస్సలు ఇంత కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ వర్క్షాప్ చేసుకున్నా వర్క్షాప్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు ఒక త్రీ డేస్ చేసాము సార్ ఆడలే అంతే త్రీ ఫోర్ డేస్ అంతే త్రీ ఫోర్ డేస్ నాకు అప్పటికి ఉప్పున వచ్చింది కదా ఉప్పినలో ఉప్పినలో వైష్ణవ్ గారి క్యారెక్టర్ వేరుగా ఉంటుంది ఇందులో వేరుంటుంది ఒక సీన్ ఫస్ట్ ఒక ఫన్ సీన్ చేసాం ఫన్ సీన్ చేస్తే జస్ట్ డైలాగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జస్ట్ కెమెరా పెట్టుకుని ఒక్క ఫన్ సీన్ అలా చూస్తుంటే ఇంకా నాకు అర్థమైపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకేం చెప్పక్కర్లా ఆయనకి ఏంటంటే ఆ సీన్ మూడు అది చెప్తే ఆయన బ్లడ్లో ఒకటి ఉంది ఒక స్వింగ్ ఉంది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది <laughs> మీరు అన్నారు చూసారు కెమెరా ముందుకు వస్తే ఎలా వచ్చేస్తుందని అది అలా వచ్చేస్తుంది ఓ సో మనం ఇంకా ఇక్కడ మనం కొంచెం కళ్యాణ్ గారు బాడీ లాంగ్వేజ్ చేద్దాం అని మనం చెప్పక్కర్లా అక్కడ బాడీ లాంగ్వేజ్ కావాలంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఈయన టేజర్లో కూడా అది అందరు అడుగుతున్నారు ఆయన్ని కళ్యాణ్ గారు కావాలని చేశారని అడుగుతున్నారు అక్కడ ఏం లేదు చెప్పింది ఒకటే సార్ ఒక పంచ్ ఇచ్చిన తర్వాత కొంచెం సిగ్గుపడాలి మనం అంటే ఒక పంచ్ పడాలి వెంటనే సిగ్గుపడాలి ఫైట్లో ఎక్స్ప్రెషన్ అది సో ఆయన పంచ్ ఇచ్చిన తర్వాత సిగ్గుపడమంటే సేమ్ కళ్యాణ్ గారిలో సిగ్గుపడ్డారు మనకు కావాల్సింది అదే కదా single take okay <laughs> single take and చిన్న కూడా కేతిక కూడా డైలాగ్స్ బాగా ఓన్ చేసుకుంటుందండి డైలాగ్స్ బాగా నేర్చుకుంటుంది నేర్చుకుని చాలా నీట్గా అంటే ఎక్స్ప్రెషన్ అడుగుతుంది ప్రతి డేలకి సార్ ఇక్కడ మాడ్యులేషన్ చెప్పండి ఎక్స్ప్రెషన్ చెప్పండి అని అడుగుతుంది ఆ మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్ నేర్చుకుని బాగా చేస్తుంది సో నాకు అసలు ఎప్పుడు ఆ టెన్షన్ లేదు ఇక మిగిలిన ఆర్టిస్టులు అంటారా ఇంక అందరూ అంటే అందరూ చేస్తారు నీట్గానే ఆ పెర్ఫామ్ చేసే వాళ్ళే ఉన్నారు ప్లస్ నాకు ఎలా కావాలో నేను ఫస్ట్ చెప్పేసుకుంటాను నీట్గా <laughs> ఆర్టిస్ట్ అయితే నాకు ఇలా కావాలి ఎక్స్ప్రెషన్ సార్ ఇది కొంచెం <laughs> అది ఎట్లా సెట్ అది కరెక్ట్గా సీన్ షార్ట్ మధ్యలో ఉంటుంది లైక్ ఫస్ట్ నుంచి చేస్తే మధ్యలో చిన్న సార్ ఈ డైలాగ్ ఎలా కావాలి సార్ అంటారు కరెక్ట్గా అలాగే <laughs> మొత్తం టెక్ మొత్తం వైష్ణవ్ గారు కూడా ఏం చేస్తారంటే సీన్ పేపర్ అంటే ఆయన స్క్రిప్ట్ మొత్తం వెళ్ళిపోయినా కానీ సీన్ పేపర్ చెప్పేటప్పుడు ముందు రోజు పంపిస్తూ ఉంటా ప్రిపేర్ అయిపోతుంది మార్నింగ్ కారు వెళ్ళకి ఆయన ఆయన మా అందరికంటే ముందే వచ్చేస్తారు సెట్కి ఆయన రెడీ అవడానికి ఒక పది నిమిషాల నుంచి పట్టదు కానీ మా అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారు ఆయన మళ్ళీ ఇదో టెన్షన్ మాకు <laughs> తర్వాత సీన్ చెప్పడానికి వెళ్తా కారణంలోకి వెళ్ళినప్పుడు ఫుల్ ఫస్ట్ ఎంజాయ్ చేస్తారు సీన్ అంత అయిపోయిన తర్వాత ఒకసారి మీరు మాడ్యులేట్ చేయండి అంటారు కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ భలే చేస్తారండి ఆ మాడ్యులేషన్ అక్కడ పట్టుకుంటారు పట్టుకుని అక్కడే మళ్ళీ ఒకసారి ఒకసారి మళ్ళీ ఆ మాడ్యులేషన్లో చెప్పి చూపిస్తారు అంతే లొకేషన్కి వస్తారు కదా ప్రింట్ అయిపోతుంది ఇంకా సరదాగా వెళ్ళిపోయిందండి అసలు ఇది అంత కష్టపడి ఇప్పుడు ఇది రావట్లేదు ఇప్పుడు దీనికి మనం ఇలా చెయ్యాలి లాంటివి ఏం లేదు అలా వెళ్ళిపోయింది సరదాగా ఎన్ని డేస్ లో అయిపోయిందండి షూట్ అంతా సెవెంటీ డేస్ అండి ఓకే సెవెంటీ వర్కింగ్ డేస్ అంతే ఓన్లీ లొకేషన్స్ అన్ని ఇక్కడే ఉండేనా లేదా ఇక్కడ వైజాగ్ అండ్ అరకు ఇది వైజాగ్ బ్యాక్డ్రాప్ జరిగే story so live live exterior part అంతా వైజాగ్ తీసుకున్నాం అండ్ అరకులో పార్ట్ ఉందండి అరకులో మనకి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ చేసాం అరకు వైజాగ్ రెండు చేసాం తర్వాత పాట అంటే గుర్తొచ్చి గుర్తొచ్చింది కేతిక ఎంత అయితే అందంగా ఉందో అంతే అందంగా అద్భుతంగా పాటలు పాడుతుందని మా అందరికి తెలుసు సో hmm. తప్పదు మా అందరికి చాలా ఇష్టమైన పాట ఒకటి ఉంది కొత్తగా లేదేంటి యూ వాంట్ టు సింగ్ కొత్తగా లేదేంటి do you know the lyrics of the paragraph the stanza? No, I'll, you know what Do I'll do? This is what I'll strum. So music will <laughs> ఎందుకన్నా పెట్టుకున్నానా ఇవాళ అనుకుంటూ ఉంటుంది బాగా లేదు బాగా పడుతుంది Vaishnav you making fun of me I am not making fun I am being very serious I help you fun no no please sing నా హెల్ప్ నా హెల్ప్ నా సింగ్ నా కొత్తగా లేదేంటి కొత్తగా లేదేంటి ఎంత దగ్గరుమ్మ నువ్వు నేను కొత్తగా లేదేంటి ఎందుకుంటాదేంటి ఎందుకుంటాదేంటి ఎంత దూరమైన నువ్వు నేను ఒకటి కాదు Vaishnav, you have to sing, yeah? I'm singing. My only, only Vaishnav My earring is actually giving that strumming. Your earring. इसी से तो borrow की है. Because he has a fetish for uh, female jewelry. He has a fetish for female bags. <laughs> yeah, he does. And that is why I was like, Vaishnav, like that one. So he was like, which one? Oh, that, that, that, uh, you know, the one that makes sounds. I will pick it up and get it for you. So he got, he got one of his uh, pieces for me. Wow. Yeah. Hmm. Shrav's Karu, that's quite a <laughs> picture. <laughs> Such a lovely power star picture. So ఇంకా నెక్స్ట్ ఈ పాట విన్న తర్వాత హీరోయిన్గా కంటే కూడా గా బిజీ అవుతారేమో అనిపిస్తోంది నాకు so sweet you sweet I mean I hope you said that along singer గా బిజీ అవ్వొచ్చు along with acting no along with దాంతో పాటు యాక్టింగ్ ఇస్ దాంతో పాటు మెయిన్ ఇదే సింగర్గా బిజీ అవ్వచ్చు బట్ మా సినిమా తర్వాత హీరోయిన్గా మాత్రం పక్క బిజీ అవుతుంది అదైతే నేను చెప్తాను ఓకే సో అంటే ఫస్ట్ అంటే లవ్ స్టోరీస్కి ఏమంటారు గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అంటే చాలా మందిని చూసే ఉంటారు హీరోయిన్స్ని కూడా సో అంటే కేతికాని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఎలా చాలా మందిని చూస్తాం అండి చూసి ప్రాసెస్లో ఈ అమ్మాయి దగ్గర స్టక్ అయిపోయా ఎందుకో రాధ దొరికేస్తుందని ఫిక్స్ అయ్యా అక్కడే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధా అన్న పేరు అంటే చాలా ఇష్టం అండి ఆ పేరు ఈ క్యారెక్టర్ పెట్టుకుని అసలు ఈ క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు అసలు రాధ గారు బాగా రాసుకున్నా సో నాకు ఈ ఆ రాధ ఎలా ఉండాలి ఎలా ఉండాలి చాలామంది చూస్తే వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తున్నాం బట్ అంటే ఫొటోసే అనుకోండి మన లైవ్లో ఫోటోషూట్లు ఏం చేయలే బట్ కేతిగా ఫొటోస్ చూసినప్పుడు మాత్రం అలా స్టక్ అయిపోయా ఎస్ దొరికిస్తుంది బేసిక్గా కేతిగా ఈ ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి తను సో తను కరెక్ట్ అనిపించింది అండ్ ఇంకోటి నేను ఏవి సినిమా చూసేటప్పుడు రొమాంటిక్ పాస్ట్ అవుట్ వదిలేరండి వెళ్ళి అది చూసి అనుకున్నా హీరోయిన్ భలే ఉంది అసలు ఇలా ఉండాలి హీరోయిన్ అనుకున్నా నాకు ఎప్పుడు నిన్న మొన్న ఫ్రెండ్ చెప్తున్నాడు సార్ ఇది నేను మర్చిపోయే విషయం అసలు చూసి అనుకున్నారు హీరోయిన్ ఇలా ఉండాలి అనుకున్నా అప్పుడు కూడా చాలామంది చెప్పాను నేను కానీ తినే మనకు తెలుగులో డెబ్యూ మూవీ హీరోయిన్ అవుతుందో మనకు అప్పుడు తెలియదు అంటే ఏంటి ఎలా జరిగింది ఫస్ట్ నేరేట్ చేసా స్టోరీ ఫోన్లో నేరేట్ చేశా ఫోన్లో నేరేట్ hmm. చేసినప్పుడు నేను చాలా ప్రిపేర్ అయ్యి నేరేట్ చేశాను అసలు తినక స్టోరీ నేరేట్ చేయడానికి ఎక్కువ ప్రిపేర్ అయ్యా ఇంకెవరికి ప్రిపేర్ అయ్యేవాను కదా డైరెక్ట్గా చెప్పేయటమే అసలు తనకి నేరేట్ చేయడానికి చాలా కష్టపడ్డాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తనకి ఇంగ్లీష్లో తనకు అర్థమయ్యేలాగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి చాలా ఉన్నాయి అక్కడ సో నీట్గా నేరేట్ చేసా ఫైనలీ తను చాలా ఎగ్జైట్ అయింది చాలా బాగుంది స్టోరీ వెరీనెస్ అది ఇది అని చెప్పి ఎగ్జైట్ అయింది చిన్న చిన్న డౌట్స్ అడిగింది సో ఆ వన్ అవర్ నేరేషన్ అయింది తర్వాత ఒక లుక్ టెస్ట్ చేసాం ఆ లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆ లుక్ టెస్ట్లో ప్రాపర్గా ప్రాపర్గా ఇంకా ఫిక్స్ అయ్యాం ఆఫీస్కి వచ్చినప్పుడు మాత్రం ఒక వన్ మంత్లో షూట్ స్టార్ట్ అవుతుంది అనగా ఆఫీస్కి వచ్చినప్పుడు సీన్ టు సీన్ నేరేట్ చేశాను అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసింది అంక తను ఓకే మీకేం నచ్చింది రాధా అన్న క్యారెక్టర్లో పర్టికులర్గా I like that like I mention she does everything with all her heart and I like that she is so family oriented uh, and so love oriented and you know she is practical at the same time and she's you know she's I, I like that she knows how to uh, balance her life and the relationships in her life and you know the work in her life and I, I like that she's a balance of emotions and practicality. I like that and I like that you know she's at par with Rishi as far as you know her behaviour is concern because he will get he he will get what he gives and మీ క్యారెక్టర్కి వచ్చేసరికి ఇంతకుముందు ఉప్పెనలో టోటలీ డిఫరెంట్ కొండ పొలంలో టోటలీ డిఫరెంట్ ఇదేంటి కంప్లీట్ ఒక love boy image boy next door లాగా సో ఏమైనా టఫ్ అనిపించిందా మీకు అందులో ఉండి మిడిపోయి మళ్ళీ దీంట్లోకి రావాలి అంటే ఫస్ట్ బట్టలు బట్టలు కొంచెం ఇబ్బంది అనిపించాయి యాక్చువల్లీ అంత అంత లుంగీలో వేసుకొని బనీలు వేసుకొని లేదా అదే కదా సో ఫస్ట్ టైం కొంచెం నీట్గా డ్రెస్ ఇబ్బంది కనిపించింది అంటున్నారా జనరల్ ఓకే సినిమాలో వేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉన్నాయి ఏంటిది ఇంత షూస్ వాచ్ అవసరమా నార్మల్గా వాచ్ ఎందుకు ఈ షూస్ ఎందుకు టీ షర్ట్ వేసుకుంటున్నా అంటే లేదు ప్రాపర్గా నువ్వు నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ అని చెప్పి చెప్పారు సో ఫస్ట్ కొంచెం ఉండింది do we need so many colours ఏంటి కలర్స్ ఏంటి అంటే కొండపల్లి ఉప్పున డిఫరెంట్ ఇది కదా సో ఫస్ట్ అలా ఉండేది దాని తర్వాత అలవాటు అయిపోయింది అండ్ దాట్ వాజ్ ఇది అండ్ స్లోగా నాకు I really like it was ఎట్లంటే ఇప్పుడు ఆ character is very hyper maybe నేను ఆఫ్ కెమెరా హైపర్గా ఉంటాను నా వాళ్ళతో నేను క్లోజ్గా ఉన్న వాళ్ళు హైపర్ ఉంటాను నా ఫ్రెండ్స్తో నేను హైపర్గా ఉంటాను బట్ కెమెరా ముందు అంతమంది ముందు హైపర్ కొట్టడం కొంచెం కష్టం కొంచెం సిగ్గు సో అది చేయడం కొంచెం కష్టం టైం పట్టింది కొన్నిసార్లు ఫస్ట్ టూ టేక్స్లో వచ్చేది కాదు త్రీ ఫోర్ టేక్స్ నాకు కొంచెం కావాలని ఎనర్జీ కావాలని ఎవరు అండ్ అంతమంది చూస్తే you you know you want to do it you want చేసాలన్న జోష్ వచ్చేస్తుంది సో టక్ అని చేసేవాడిని కొంచెం టైం పట్టింది I think three four days పట్టింది to understand properly the character ఎంత హైపర్గా ఉండాలి ఆ క్యారెక్టర్ అని దాని తర్వాత అలవాటు అయిపోయింది ఓకే అంటే టఫెస్ట్ పార్ట్ ఏంటి మొత్తం షూట్లో మీకంటే ఏది అనిపించింది ఐ థింక్ బీయింగ్ హైపర్ అండి జెన్యున్లీ ఐమ్ జెన్యున్లీ హైపర్ నా ఫ్రెండ్స్తో నా వాళ్ళతో బట్ ఆన్ uh, కెమెరా అంతమంది అంతమంది ముందు హైపర్గా ఉండాలంటే కొంచెం సిగ్గు తప్ప కొంచెం సిగ్గు నాకు ఇప్పుడు ఇంత కేతికత ఆఫ్ కెమెరాలో ఉన్నా కాబట్టి అలా అది normal that is me off camera but on camera కొంచెం చేయాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది అంతే ఇంకేం ఓకే ఇద్దరిలో బాగా ఇబ్బంది ఎవరు పెట్టారు మిమ్మల్ని ఏదో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాంట్లో అయ్యే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎంత లేదు అని చెప్పినా కూడా నేను అసలు లేదు లేదు నిజంగా అలా అలా వెళ్ళిపోయింది అంతే షూట్ అసలు ఎక్కడ అంత సిచ్యువేషన్ కూడా సెవెంటీ డేస్లో ఈవెన్ సెట్ బాయ్ మీద కూడా కోప్పడింది ఎవరు లేదండి అలా నవ్వు తెలిపింది అంతే షూట్ మొత్తం వర్షం వల్ల అయింది shoot one day half day అట్లా అంతే అట్లా మొత్తం మన మన సినిమాలో ఈ సీన్ ఖచ్చితంగా దీనికి విజిల్స్ పడతాయిరా దీనికి ఖచ్చితంగా ఏమంటారు జనాలు బాగా కనెక్ట్ అవుతారు అట్లా కొన్ని సీన్స్ ఉంటాయి పర్టికులర్గా సో అట్లా మీకు ఏది అనిపించింది ఏది అవుతుంది దీనికి ఖచ్చితంగా చాలా సీన్లు ఉన్నాయండి కాన్ఫిడెంట్గా చెప్తున్నా చాలా సీన్లు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో పది సీన్లకు విజిల్ పడతాయి సెకండ్ హాఫ్లో పది సీన్లకు విజిల్ పడతాయి అలా కాదు పర్టికులర్గా మన ఓన్ ఫేవరెట్ అంటూ ఒకటి ఉంటుంది కదా సో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ త్రోట్ పడుతూనే ఉంటుంది తెలుసు అంటే ఫైట్ కదా ఫైట్లో ఉన్న డైలాగ్స్కి పడతాయి <laughs> ఆయన ఎంట్రీ పడుతుంది సో అలా ఓకే అండ్ డైరెక్టర్ గారి నుంచి నేను ఇది నేర్చుకున్నాను అంటే ఏం చెప్తారు ఏం నేర్చుకున్నారు I what I learn from him is how much genuine passion can bring to a project you know because in this movie he was so passionate and before every scene that we would do you would come to our vans and with such you know passion and excitement he would explain the whole scene and we could see it play out in front of our eyes before we acted that it it automatically brings our energy up to to give him you know it, it just it just brings everyone's energy up to perform at their optimum best so you know what I learned from him is if you're not as passionate as that then then there's no fun in it you know so I think I learned passion from him. So nice and ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనము మెయిన్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి అది మర్చిపోయి అప్పటి నుంచి songs are so so so good and బాగా వెళ్తున్నాయి కూడా ఎక్కడ చూసినా మీ పాటలే కనిపిస్తున్నాయి సో డిఎస్పి గారి గురించి చాలా బాగా ఇచ్చారండి ఆయన ఫస్ట్ నేను పాండమిక్ టైంలో నేను వాళ్ళు జూమ్ కాల్లో ఆయనకు స్టోరీ అరేంజ్ చేశాను తర్వాత చెన్నైలో స్టూడియోకి వెళ్ళినప్పుడు స్టోరీ చెప్పాను మామూలుగా వన్ అవర్లో బ్రీఫ్గా చెప్పేయమంటారా హాఫ్ అన్ అవర్లో బ్రీఫ్గా చెప్పేయమంటారా ఇలా ఏదో చెప్పమంటారేమో ఇలా అనుకున్నా ఆయన అడగదు ఫస్ట్ ఆఫ్ అంతా చెప్పేసిన తర్వాత మీరు చెప్పేసిన స్టోరీ అన్నారు ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఒక వన్ థర్టీ వరకు అయింది మధ్యలో అది ఇది మాట్లాడుకుంటూ టూ అయింది ఫస్ట్ హాఫ్ అయింది అక్కడికంతే అప్పుడు మళ్ళీ సెకండ్ హాఫ్ విన్నారు సో అంత ఓపిక్గా కథ మొత్తం విన్నారు విన్న తర్వాత నేను సిచ్యువేషన్స్ చెప్పా సాంగ్స్కి సో ఆయన ప్రతి సిచ్యువేషన్ ప్రతీది ఆయనకి గుర్తుంటుంది మాంటేజెస్తో సహా ప్రతీది ఒక ప్రతి సాంగ్కు ట్వంటీ మాంటేజెస్ చెప్పేవాడిని ఎలా తీయాలి అలా తీయాలి అన్నీ చెప్పేవాడిని అన్నీ ఆయన అంటే ఆయన డెడికేషన్ చూసి షాక్ అయిపోయానండి నేను ఆయన తెల్లవారుజామున టూ త్రీ ఫోర్ వరకు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం నైట్ కూర్చుంటే ఆ డిస్కషన్ అలా అలా అలా వెళ్తూ ఉండేది ఆ టాపిక్ ఈ టాపిక్ ఆ టాపిక్ ఏ టాపిక్ మాట్లాడుతూ సడన్గా లేచి వెళ్ళేవారు లేచి వెళ్ళి ఒక ట్యూన్ తన సార్ వచ్చిన వచ్చింది సార్ ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి సార్ అనేవారు ఏంటి నేను ఉండేవాడు ఎవరో ఒక అతను పిలిచేవారు ఆయన వచ్చేవాడు ఆయన గిటార్ పెట్టి అక్కడే కొట్టేవాడు ఇదేంటి తెల్లవారుజాము నాలుగు గంటలకు ఇలా చూజ్ చేస్తుంది షాక్ అయ్యేవాడు నిజంగా ఆయన చాలా ప్యాషన్ ఆయనకి మళ్ళీ చూడండి మేము ఫోర్ ఫైవ్ వరకు అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం దేవిగారి స్టూడియోలో మార్నింగ్ మళ్ళీ ఈయన వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఏంటి నైన్కి కోరస్ రమ్మని ఊరు అది రమ్మని అంతా పెట్టుకున్నారు వీళ్ళు మేము టెన్కి వెళ్ళేసరికి ఈయన స్టూడియోలో ఉండేవారు చాలాసార్లు ఓకే అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే పనుల మీద అయినా బయటకు వెళ్ళి మేము వెయిట్ చేసినవి ఉన్నా కానీ మ్యాథ్స్ ఆయన నైట్స్ ఎక్కువ నిద్రపోయేవారు కాదు వర్క్ ఉంటే వర్క్ మీదే ఉండేవారు ఆయన ఆయన అసలు ఆయన డెడికేషన్ వేరే లెవెల్ అసలు అంటే ఎనర్జీ ఇంకా అసలు ఆయన ఎనర్జీ గురించి చెప్పక్కర్లా ఆయన ఎనీ టైం అదే ఎనర్జీతో ఉంటారు ఫోర్ బై సెవెన్ అంతే ఎనర్జీ ఆయన ఆయన స్టూడియోకి వెళ్ళినప్పుడు సార్ ఎలా ఉన్నారు సార్ అంటారు బయటకు వచ్చేటప్పుడు సార్ బాయ్ సార్ అంటారు ఆయన ఎనర్జీ ఎంత కూడా తగ్గదు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది వచ్చినప్పుడు అలాగే ఉంటుంది ఓకే అండ్ ఆడియన్స్ పర్టికులర్గా రంగరంగ వైభవంగానే ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు ఒక త్రీ పాయింట్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి and little family emotion and డెఫినెట్గా సాంగ్స్ కానీ లేదా విజువల్స్ కానీ లేదా మా ఇద్దరి కెమిస్ట్రీ కానీ ఆ ఈగోస్తో కానీ స్క్రీన్ పైకి చాలా రోజులైంది డెఫినెట్గా ఇది థియేటర్కి వచ్చి చూడాలి ఎంజాయ్ చేస్తే డెఫినెట్గా నేను అనుకుంటున్నాను అండ్ మూడోసారి ముచ్చటగా పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనమాట హోప్ఫుల్లీ ఎస్ హోప్ఫుల్లీ అండ్ మీ మాటల్లో ఏం చెప్తారు I think Rangaranga Vaibhavanga is truly a family film it caters to all ages and it's a beautiful love story like Vaishnav had mention in the beginning it has these beautiful vintage movie moments yeah. you know so it really takes you back you know even the music of our film has that vintage elements in it if you notice like Siri Siri yeah. Mobalona and uh, all of those and um, um, it's a fantastic Telugu debut for Sir and I think all the actors which are in our film uh, all the special act characters also in the film it is an out and out entertainer Definitely and yeah and you know you get to see Vaishnav like never before, you get to see me like never before and you get to see our chemistry which is absolutely kick-ass. So I am really really excited for everyone to watch Rangaranga Vaibhavanga on September 2nd. And మీరైతే డెబ్యూ కాబట్టి ఖచ్చితంగా ఇలా హోల్డ్ చేసుకొని ఉండుంటారు తెలుగులో ఫస్ట్ సినిమా it's like first baby so మీరు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారు అసలు ఏంటి ఏం చెప్తారు ఎగ్జైటెడ్ ఉన్నాను కానీ అసలు ఏమాత్రం టెన్షన్ లేదు అసలు అసలు ఎంత కూడా టెన్షన్ లేదు నిజంగా చెప్తున్నా అంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఫ్యామిలీ మూవీ వచ్చి చాలా రోజులైంది plus complete fun entertainment audience ఎక్కడ ఏది డిజపాయింట్ చేయదు అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది సో నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంది కానీ టెన్షన్ అయితే ఇంత కూడా లేదు సో ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ ఖచ్చితంగా రంగరంగ వైభవంగా సెప్టెంబర్ సెకండ్ ఆ ఫీస్ట్ అయితే ఉంటుంది సో మొత్తానికి ఆ రోజు కూడా మీకు అనుకోకుండా కలిసి వచ్చిందన్నమాట అలా సెప్టెంబర్ సెకండ్ అసలు అనుకోకుండా అంటే ఎప్పటి నుంచో రిలీజ్ అనుకుంటున్నాం ఆ డేట్ పోస్ట్ ఇలా పోస్ట్ పోన్ అవుతూ ఉంది సెప్టెంబర్ సెకండ్ ఆయన బర్త్డే ఫ్రైడే వచ్చింది చూడండి లక్కీగా మాకు <laughs> ఆ పేరు ఆ డేట్ వినంగానే ఇలా ఏంటో తెలియకుండానే ముఖంలో ఒక వెయ్యి వోల్ట్ల బల్పు వెలిగినంత డైలీ ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకున్నాను అన్నా సెప్టెంబర్ సెకండ్ ఎరగదీస్తారన్నా అంటారు వాళ్ళందరూ సో నైస్ అండి thank you so much and all the very best మీ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో మనం కలవాలి అని కోరుకుంటూ thank you so much thank you అండి